హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఆరుణ్ విశాల్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే కోడి ముందా గుడ్డు ముందా చాలామంది ఈ డౌట్ని ఎక్స్ప్రెస్ చేశారు ఇంతవరకు దానికి సంబంధించిన సమాచారం కానీ ఎవరికీ తెలియదు ఏమనుకుంటారు కోడే ముందు అనుకుంటారు కొంతమంది కొంతమంది గుడ్డే ముందు అనుకుంటారు కానీ దానికి ఆన్సర్ దొరికిందండి ఈరోజు దాని ఆన్సర్ని మీకు తెలియజేస్తాను చూడండి శాస్త్రవేత్తలు ఫైనల్గా కంక్లూజన్కి వచ్చారండి చికెన్ అని అనగా కోడి ముందు ఎగ్ తర్వాత అనమాట ఎలా చెప్పగలిగారు అని మీరు అడగచ్చు కోడిగుడ్డు యొక్క పైన పెంకు అది వైట్ షెల్ అంటారండి అది ప్రోటీన్తో ఏర్పడింది ఆ ప్రోటీను కోడి నుంచి వచ్చింది సో సైంటిస్టులు డిసైడ్ చేసింది ఏంటంటే కోడి నుంచే కోడే ముందు ఎగ్ తర్వాత అన్నమాట మనం మాట్లాడుకోబోయే రెండో టాపిక్ చీమలండి యాంట్స్ యాంట్స్ గురించి ఈరోజు అద్భుతమైన ఫ్యాక్ట్స్ మీకు చెప్తాను అవి ఏంటంటే చీమలు వెరీ డిసిప్లైన్ అండి క్రమశిక్షణతో ఉంటాయి వాటికి పైన అధికారంటూ ఉండడం కానీ అవి వాటినంతటా అవే సూపర్వైజ్ చేసుకుంటాయి వాటినంతటా అయ్యే ఆహారం అంటే ఫుడ్ని ఏర్పాటు చేసుకుంటాయి ఒకవేళ ఈవెన్ ఫుడ్ తడిస్తే వర్షం వల్ల వాటిని పైకి తీసుకెళ్ళి ఆరబెడతాయంటండి చీమలు తన వెయిట్ కన్నా ఇరవై రెట్లు ఎక్కువ గల వెయిట్ను ఎత్తగలవండి చీమలు ఎలా ఏర్పడ్డాయంటే కందిరీగల గుంపు నుంచి విడిపోయాయండి ఎప్పుడంటే ప పది కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద ఉన్న చేవల మొత్తం బరువు ఒక మనిషి బరువుతో సమానం అంటండి అలాగే చేమ చేమల్లో మరియు డెడికేషన్ ఎక్కువ అండి అవి యూనిటీ ఉంటాయి గ్రూప్స్ కింద ఉంటాయి కానీ పైన ఏ లీడర్ ఉండడు అధికారి ఉండడు వాటికి వాటి యూనిటీని మరి ఎక్కడ చూడలేము అనమాట అంత పవర్ఫుల్గా ఉంటాయి మళ్ళా ఫుడ్ స్టోరేజ్ విషయంలో ముందు చూపుగా ఉంటాయి ఇది చీమల గురించి ఫ్యాక్ట్ అండి తర్వాత మనం మాట్లాడుకోబోయే థర్డ్ ఫ్యాక్ట్ ఉద్దింకలు చాలా కఠినమైనవండి అది ఆహారం లేకుండా మూడు నెలలకు జీవించగలవు మరియు నీరు లేకుండా ఒక నెల రోజులు జీవించగలవు బొద్దింకల గురించి అండి బొద్దింకలు చాలా టఫెస్ట్ జీవులండి ఎర్త్ మీద ఎందుకంటే దాని గురించి చాలా అద్భుతమైన విషయాలు ఉన్నాయి అలాగే దాంతోపాటు దాంట్లో కొన్ని ఇబ్బందికరమైన విషయాలు కూడా ఉన్నాయి అనారోగ్యానికి గురి చేసే అంశాలు కూడా ఉన్నాయి వాటన్నిటిని మీకు బొద్దింకల గురించి ఇంకా కొన్ని ఫ్యాక్టర్స్ బొద్దింక బొద్దింకలు మొత్తం లేకుండా వారం వరకు నాలుగు బొద్దింకలు ప్రధానంగా అయితే తిరిగే బొద్దింకలు ఎక్కడైతే తిరుగుతుంటాయో కొన్ని రకాల విష పదార్థాలను వదులుతాయంటండి మరి జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని గట్రా తర్వాత చైనాలో ప్రజలు కాక్రోచెస్ని స్నాక్స్ కింద తీసుకుంటారంటండి బొద్దింకలను కొన్ని రకాల మెడిసిన్స్లో వాడతానంటండి చైనా వాళ్ళు మీకు ఏమైనా కావాలంటే చెప్పండి ఆర్డర్ ఇప్పిస్తాం మరియు బొద్దింకలు అనుబాంబులు పేలిన సమయంలో కూడా ఎంతో ఆరోగ్యంగా పర్ఫెక్ట్గా ఉన్నాయంటండి హిరోషిమా బాంబు జపాన్ వాళ్ళ మీద అమెరికా వాళ్ళు వేసినప్పుడు అక్కడ వెయ్యి మీటర్ల దూరంలో ఉన్న బొద్దింకలకి ఏం కాలేదంటండి చాలా ఆరోగ్యంగా బలంగా దృఢంగా ఉన్నాయంటండి అయితే ఈ బొద్దింకలు మోడరేట్ రేడియేషన్లో సర్వైవ్ అవుతాయి ఎక్కడైతే హై రేడియేషన్ ఉంటుందో అక్కడ ట్వంటీ పర్సెంట్ మాత్రమే సర్వైవ్ అవుతాయి మిగతా చచ్చిపోతాయండి ఎందుకంటే అవి రేడియేషన్ ఎప్పుడు ర్యాట్స్లో కొలుస్తారు ఈ ర్యాట్స్ వచ్చేసి అక్కడ టెన్ థౌజండ్ ఉంటుంది అంట టెన్ థౌజండ్ అంటే వెరీ హై కాబట్టి అక్కడ ట్వంటీ పర్సెంట్ మాత్రమే సర్వైవ్ అవ్వగలుగుతాయండి మనిషి అయితే లో రేడియేషన్ ఎఫెక్ట్లో కూడా చాలా ఎఫెక్ట్ అయిపోతాడు కాబట్టి చూసారా బొద్దింగులు ఎంత స్ట్రాంగ్ ఇవన్నీ బొద్దింగుల గురించి సంబంధించిన ఫ్యాక్ట్స్ మరియు మరొక ఫ్యాక్ట్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం ఆ ఫ్యాక్ట్ ఏదో కదండి బ్రెయిన్ బ్రెయిన్ గురించి మనకు తెలుసు సంక్లిష్టమైన నిర్మాణాలతో ఏర్పడి అద్భుతమైన మేధాశక్తి మన బ్రెయిన్కి సొంతం అండి ఈవెన్ కంప్యూటర్ కన్నా మన బ్రెయినే చాలా ఫాస్ట్గా ఉంటుంది బ్రెయిన్లో మోర్ దెన్ వన్ సెకండ్కి వన్ ల్యాక్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయండి హ్యూమన్ బ్రెయిన్ చాలా ఎఫెక్టివ్ అనమాట బ్రెయిన్ వచ్చేసి ఆడవాళ్ళకంటే మగవాళ్ళకి టెన్ పర్సెంట్ ఎక్కువ ఉంటుంది మన బాడీ ఉత్పత్తి చేసే శక్తిలో ట్వంటీ పర్సెంట్ శక్తిని మెదడే వాడుకుంటుందండి అలాగే బాడీ మొత్తం వెయిట్లో హెడ్ వెయిట్ టూ ఇదండి బ్రెయిన్ గురించి సంబంధించిన ఫ్యాక్ట్స్ మరి మరొక ఫ్యాక్ట్ బంగాళదుంప గురించి బంగాళదుంపే ఉందండి ఇది మాకు తెలిసిందే అనుకోవచ్చు కానీ మీకు తెలియని విషయాలు కూడా చాలా ఉంటాయి సరే అవేంటో ఓ లుక్ చేద్దాం పదండి బంగాళదుంపలు మానవ శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను అందిస్తుందండి మరి వీటిని ప్రాథమికంగా బంగాళదుంపలు మరియు వెన్న సంబంధించిన ఆహారంతో జీవిత జీవితాంతం బతికేయచ్చండి మరి ఇంకేం అక్కర్లేదు మన బంగాళదుంపలో ఉన్న పోషక విలువలు మరి మీ పిల్లలకి పెద్దవారికి అందరికీ బంగాళదుంపలు ఎక్కువ పెట్టండి ఆరోగ్యానికి మంచిది మరియు ఈ వీడియో చేస్తున్నాను కానీ నాకు అనుభవం తక్కువ అండి కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మరి నాకు నేను ప్రయత్నిస్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఫుల్ ఇస్తున్నాను ఎఫర్ట్ మరి మీ సపోర్ట్ కావాలి please like share comment subscribe చేయండి ఏమైనా ఉంటే కామెంట్స్లో తెలియజేస్తే సెర్చ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్